అందరికీ నమస్కారం నా పేరు తనుశ్రీ ఈరోజు నేను మీకు విర్చువల్ డైస్ అనే అనువర్తనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి చూద్దాం ఇప్పుడు మన యాప్ చేయడం మనం తయారు చేద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే కాంపనెంట్స్ పార్ట్లో మీడియా సెక్షన్లో మన డైస్ కావాల్సిన సిక్స్ ఫేసెస్ని ఇమేజ్గా చేంజ్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత ప్యాలెట్ సెక్షన్లో యూసర్ ఇంటర్ఫేస్ సెక్షన్ యూసర్ ఇంటర్ఫేస్లో బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి తర్వాత ప్రాపర్టీ సెక్షన్లో ఇమేజ్ కింద మనం ఇక్కడ అప్లోడ్ చేసిన సిక్స్ ఫేసెస్లో ఏదో ఒక ఫేస్ చూస్ చేసి సెలెక్ట్ చేయాలి నేను సిక్స్త్ ఫేస్ చూస్ చేశాను తర్వాత సెన్సార్స్ పార్ట్లో సెన్సార్స్లో యాక్సలోమీటర్ సెన్సార్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇది నాన్ విజిబుల్ కాంపనెంట్ అంటే మన స్క్రీన్లో కనబడదు ఇప్పుడు బ్లాగ్స్కి వెళ్దాం లాక్స్ పాటికి వెళ్దాం బ్లాక్ స్పాట్ ఇంతే దీని అర్థం ఎప్పుడైతే మన ఫోన్ని మనం షేక్ చేస్తామో అప్పుడు మనం డ్రాగన్ డ్రాప్ చేసిన బటన్ ఇమేజ్ కాల్ ప్రొసీజర్ అంటే మనం ఇక్కడ చేసిన ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ఏంటంటే జాయిన్ ఇది మనం చా ఒక్క దీంట్లో చాలా బ్లాక్స్ని కనెక్ట్ చేసి వేయాలంటే ఈ బ్లాక్ని యూస్ చేస్తారు ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటంటే టెక్స్ట్ టెక్స్ట్లో టెక్స్ట్ బాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని డి అని నేమ్ చేయండి అంటే డి అంటే మీ ఇమేజ్ పేరు random integer from one to six అంటే నా ఇమేజ్లో నేను D one D two D three అలా ప్రతి సిక్స్ ఫేసెస్కి అలా నేమ్ చేశాను అందుకని నేను ఇంటీజర్ అంటే అక్కడ ఉన్నవి ఇంటీజర్స్ కాబట్టి నేను వన్ టు సిక్స్ ఇంటీజర్లు ఏదైనా ర్యాండంగా చూసి వేయాలి అంటే మన బటన్ ఇమేజ్ తర్వాత డాట్ పిఎన్జి మన మనం కంప్యూటర్ లాంగ్వేజ్ను ఇమేజ్ని డాట్ పిఎన్జి అని నేమ్ చేస్తాం సో ఇప్పుడు మన యాప్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి రెడీ అయింది ఇప్పుడు మన యాప్ ఇలా ఉంది బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఫోన్ని షేక్ చేస్తే ఫోర్ నుండి ఫైవ్కి వచ్చింది ఫైవ్ నుండి చేస్తే ఫోర్ నుండి ఫైవ్కి వచ్చింది ఫైవ్ నుండి వన్ వన్ నుంచి ఫైవ్ టూ ఫైవ్ వన్ ఇప్పుడు మన యాప్ రెడీ అయింది Do you want to have a quick peek into our QT Learn classrooms? Here's your chance. Register now only for rupees 99 and see how coding can be so much fun.